hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates జగన్ను మోడీకి దూరం చేసేలా ఆదినారాయణ రెడ్డి తెలివే తెలివి తెలుగుదేశం పార్టీ ఏలుబడి సాగించిన జమానాలో మంత్రిగా వెలగబెట్టిన కడప జిల్లా నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతానికి తన మనుగడ కోసం బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే బీజేపీలో చంద్రబాబు స్కెచ్ ప్రకారం పనిచేస్తున్న అనేక మంది కోవర్టుల్లో ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు అని ఆయన మాటలను గమనిస్తే అర్థమవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లోగా బీజేపీతో పొత్తు కుదరకపోతే ఆయన తిరిగి టీడీపీలో చేరతారని కూడా ఒక ప్రచారం ఉంది అలాంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు సీఎం జగన్ మీద ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు జగన్కు ముఖ్యమంత్రి పదవి దక్కిందనే తృప్తి లేదని ప్రధాని పదవి కూడా కావాలని ఆయనకు ఆశ పుట్టిందని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు తద్వారా బీజేపీకి ప్రధాని మోడీకి జగన్ పట్ల ఒక విముఖత రావాలని ఆయన కలగంటున్నట్లుగా ఉంది జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రంతోనూ ప్రధాని మోడీతోనూ సత్సంబంధాలు నెరపుతున్న విషయం తెలిసిందే ఆ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలకు గండి కొట్టాలని ఆదినారాయణ ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది అందుకే జగన్కు ప్రధాని పదవి మీద ఆశ పుట్టిందనే ఒక ప్రచారాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది నిజానికి వివేక హత్యకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి పాత్ర చాలా ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి వర్గీయులు తొలి నుంచి ఆరోపిస్తున్నారు తాము చేస్తున్న ఆరోపణలను పట్టించుకోకుండా కనీసం విచారించకుండా సిబిఐ దర్యాప్తు ఏకపక్షంగా వెళుతోందనేది వారి ఆవేదన కూడా ఇలాంటి సమయంలో ఆదినారాయణ రెడ్డి జగన్ మీద మరిన్ని నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు వివేక హత్య కేసు విచారణకు సంబంధించి సిబిఐ తీరును వెనకేసుకురావడం ఆయన ఉద్దేశం దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి మీద మరింత బురద తరడము పనిలో పనిగా జగన్ను కూడా ఇరికించే వ్యాఖ్యలు చేయడము ఆయన కోరిక బీజేపీ అండ చూసుకుని ఆయన అడ్డగోలుగా రెచ్చిపోతున్నారనే వాదన కూడా ఉంది సీఎం పదవితో తృప్తి లేక ప్రధాని పదవి మీద జగన్ కన్నేశారని అంటున్న ఈ టీడీపీ కోవర్టు నాయకుడు తాను ఒకసారి మంత్రిగా వెలగబెట్టిన తర్వాత ఆ పదవితో ఆ పదవి ఇచ్చిన తెలుగుదేశంతో పడకుండా ఎందుకు పార్టీ ఫిరాయించారో ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలి